शङ्कराचार्यविरचिता कालभैरवाष्टकम् శ్రీ గురుభ్యో నమ పరమ పవిత్రమైన ఆత్మబంధులందరికీ ఉదయపూర్వక నమస్కారం నేను మీ కాలభైరవ స్వామి కాలభైరవ గురు కాలభైరవ టీవీ వీక్షిస్తున్నటువంటి నా ఆత్మబంధువులందరికీ కాలభైరవ స్వామి దివ్యమంగళాశీస్సులు లభించుకాక నవంబర్ మాసానికి సంబంధించి రెండు వేల పద్దెనిమిది వృషభ రాశి ఫలితాలు ఈ వృషభ రాశి వారికి కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు అనుకున్నటువంటి సమస్యలు ఎదురైనా కూడా ఈ మాసాంతరంలో వాటిని అధిగమించేటటువంటి శక్తి వీరు సంపాదించుకుంటారు వీరికి ఉన్నటువంటి తెలివితో ఆలోచనతో ప్రతి పనిని కూడా వీళ్ళకి అనుకూలంగా మార్చుకుంటారు కానీ ఇతరులు చెప్పేటటువంటి మాయ మాటలను నమ్మి కొన్ని రకాల ప్రణాళికలలో సిద్ధాంతాలలో డబ్బులు పెట్టుబడి పెట్టి డబ్బు పాడు చేసుకునే అవకాశం ఉంటుంది నమ్మక ద్రోహానికి గురయ్యే అవకాశం ఉంటుంది మీ చుట్టుపక్కల మీరు చిట్టుపాట్లు చిట్ ఫండ్స్ ఫైనాన్స్ వాటిల్లో డబ్బులు ఏమైనా దాచుకుంటే కనుక వాటి గురించి వారి గురించి మీరు ఎంక్వైరీ చేయండి బాగుంది అంటే మీరు కంటిన్యూ చేయండి ఇబ్బందులు ఉన్నాయంటే అక్కడి నుంచి మీరు బయటకు వచ్చేసేయండి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి కూడా అపాత్రదానం చేయొద్దు అనేది ప్రధానమైనటువంటి సలహా గృహ నిర్మాణ కార్యక్రమాల్లో ముందుకు వెళ్తారు అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు ఎంటా బయట అన్ని రకాల ప్రోత్సాహం కూడా మీకు లభిస్తుంది జీవిత భాగస్వామి నుంచి అనుకూలత లభిస్తుంది వివాహ ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అవుతాయి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి అలాగే రాజకీయ సినీ సంబంధించిన రంగాల్లో అనుకూలత ఎక్కువగా కనిపిస్తుంది ధనవృద్ధి కలుగుతుంది ఉద్యోగ సంబంధించిన వ్యవహారాల్లో ప్రమోషన్స్ లభిస్తున్నాయి వృత్తి వ్యాపారాల్లో అనుకూలత జన ఆకర్షణ పెరుగుతుంది చేసేటువంటి ప్రతి దాంట్లో కూడా విజయం సంప్రాప్తిస్తుంది ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు ప్రతిరోజు కూడా మీ జీవితంలో మీకు సక్సెస్ అవ్వాలి అంటే వృషభ రాశి వారికి ఒకే ఒక పరిహారం ఈ నెలంతా కూడా కాలభైరవాష్టకం పారాయణం చేయడం ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య వృద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య వస్య కురుకుర స్వాహ ఈ స్వర్ణాకర్షణ భైరవ మంత్రం రోజు నూట ఎనిమిది సార్లు పారాయణం చేయండి చిన్న చిన్న ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు మీ జీవితంలో వచ్చే సమస్తమైనటువంటి అరి దోషాలను కూడా నివారించుకోవడానికి ఈ యొక్క అష్టకం అద్భుతంగా పనిచేస్తుంది అలాగే రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి నదీ తీరాన వెలసినటువంటి లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి దేవాలయం తొమ్మిది అడుగుల కల్పవృక్ష కాలభైరవలింగం నుంచి ఉద్భవించినటువంటి స్వామివారే స్వర్ణాకర్షణ భైరవ స్వామివారు ప్రపంచంలో ఇప్పటివరకు ఎక్కడా కూడా ప్రస్తుతం ఇప్పటి వరకు ఎక్కడా కూడా నిర్మితం కానటువంటి స్వర్ణాకర్షణ భైరవ స్వామి దేవాలయం రాజమండ్రిలో గోదావరి నది ఒడ్డున మాత్రమే ఉంది ఈ స్వామి ధనప్రదాత తన ఆదివారము అష్టమి అమావాస్య ప్రదినాల్లో స్వామిని దర్శించిన భక్తులందరికీ కూడా ధనాన్ని డబ్బులను ఇచ్చేటటువంటి ధనప్రదాత స్వర్ణాకర్షణ భైరవుడు మనం ఏ దేవాలయంలోకి వెళ్ళినా సరే మనము డబ్బులు వేస్తూ ఉంటాం కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే స్వామివారే మనకి ధనాన్ని ఇస్తూ ఉంటారు అలాంటి ధనాన్ని మనం తీసుకొని వచ్చి మన ఇంట్లో లాకర్లో అలాగే వ్యాపార సంబంధించిన స్థలంలో పెట్టుకోవడం ధనవృద్ధి కలుగుతుంది ఈ ధనయానం ఈ యొక్క నాణాలను తీసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడి నుంచో స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు అలాగే ప్రతి పౌర్ణమి నాడు మనకు గురు మంత్రోపదేశం జరుగుతుంది ఈ గురు మంత్రోపదేశంలో గురు మంత్రము అంటే మన జీవితాన్ని మన యొక్క జీవితంలో వచ్చే సకలమైనటువంటి కష్టాలను పోగొట్టుకొని అద్భుతమైన ఆనందకరమైనటువంటి జీవితాన్ని అనుభవించడమే ఇది ప్రతి పౌర్ణమి నాడు మఠంలో జరుగుతుంది మీ అందరికీ కూడా కాలభైరవసం దివ్యమంగళాశ లభించుగాక శుభం భవతు